గైస్ ఈరోజు కిసాన్ పవర్ వాళ్ళది బ్రష్ కటర్ ఏదైతే ఉందో దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇది fifty two CC plus two stroke ఇంజిన్తో వస్తుంది సో దీన్ని ఈరోజు అన్బాక్సింగ్ చేసి మీకోసం చూపిస్తాను థ్యాంక్ యూ ఈ ఇంజన్ టూ స్ట్రోక్ కాబట్టి సో మనము పెట్రోల్ లెక్క ఆయిల్ మిక్స్ చేసి వేయాలి two T oil two T oil so ఏదైతే ఫార్టీ ఎంఎల్ వన్ లీటర్కి వేయాలో అది వేయాలి సో వన్ అవర్ కూలింగ్ అనేది పెట్టాలి సో ఎంత టైంతో కూడిన ప్రాసెస్ కల్లా సో టైం పడుతుంది దానివల్ల నెక్స్ట్ వీడియోలో నేను ఎలా వర్క్ చేస్తుందని వీడియో తీస్తాను సో మా ఛానల్ని సబ్